Hi friends this is Ravi Varma your teacher I I'm teaching now reasoning ability ఈ రీజనింగ్ ఎబిలిటీని మనం మెంటల్ ఎబిలిటీ అనొచ్చు లాజికల్ స్కిల్స్ అనొచ్చు డిఫరెంట్ టైప్ ఆఫ్ నేమ్స్తో మనం పిలవచ్చు రీజనింగ్ ఎబిలిటీ అనేది మనం చాలా తక్కువ టైంలో నేర్చుకోవచ్చు మంచి స్కోర్ కూడా చేసుకోవచ్చు రీజనింగ్ ఎబిలిటీ అంటే మనకు ఇప్పటి వరకు పరిచయం కానటువంటి సబ్జెక్ట్ ఇంటర్ టెన్త్ డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా ఈ రీజనింగ్ ఎబిలిటీ అనేది ఒక సబ్జెక్టుగా ఎక్కడా కూడా ఉండదు at the same time competitive exams రాసే వాళ్ళకి ఈ రీజనింగ్ ఎబిలిటీ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది రీజనింగ్ ఎబిలిటీ అనేది నేర్చుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది ఇది మన డైలీ లైఫ్లో ఒక భాగం రీజనింగ్ ఎబిలిటీ అంటే ఏమేమి టాపిక్స్ వస్తాయి మెంటల్ ఎబిలిటీ అనొచ్చు ఓకే కామన్ సెన్స్ రీజనింగ్ అని కూడా దీన్ని పిలవచ్చు నేమ్స్ వేరుగా ఉన్నప్పటికీ మన డైలీ లైఫ్లో జరిగేటటువంటి సంఘటన ఆధారంగా అంటే బ్లడ్ రిలేషన్ ఉంది మన హ్యూమన్ రిలేషన్స్ మన లైఫ్లో మన రిలేషన్ సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి at the same time distance and directions కావచ్చు లేదా ర్యాంకింగ్ ఒక క్లాస్ రూమ్లో ఒక అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ రావడం ఒక అబ్బాయికి థర్డ్ రావడము ఈ విధంగా ర్యాంకింగ్ సంబంధించినటువంటి టాపిక్స్ ఉంటాయి ఎట్ ది సేమ్ టైం మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఇరవై ఆరు అక్షరాలని బేస్ చేసుకొని కూడా మనకు alphabets analogy classification coding decoding అని ఈ విధంగా ఇరవై ఆరు అక్షరాలను ట్వంటీ సిక్స్ లెటర్స్ని బేస్ చేసుకొని ఈ ఫైవ్ టాపిక్స్ అనేవి మనకు రన్ అవుతాయి ఈ విధంగా మన డైలీ లైఫ్లో ఉపయోగపడే విధంగా ఉండేది రీజనింగ్ ఎబిలిటీ దీన్ని మనం చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా సింపుల్ మెథడ్స్లో మీకు అర్థమయ్యే విధంగా నేను మీకు నేర్పిస్తాను మీరు ఈ వీడియోలు విన్న తర్వాత దీని వెనకాల టెస్టులు ఉంటాయి ఆ టెస్ట్ని కూడా ప్రాక్టీస్ చేయండి తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ ఎలా చేయాలి రీజనింగ్లో మంచి స్కోర్ ఏ విధంగా సాధించాలి మీరు రాసే ఎగ్జామ్స్లో సక్సెస్ ఏ విధంగా కావాలో నేను మీకు గైడెన్స్ ఇస్తాను సబ్జెక్ట్ చెప్తాను మీరు ఈ వీడియోస్ని చివరి వరకు చూడండి okay shall we start now okay friends alphabets first we're going to start alphabets from alphabets ఈ ఆల్ఫాబెట్స్లో మనకు ఎన్ని లెటర్స్ ఉన్నాయని చెప్తున్నాము ట్వంటీ సిక్స్ లెటర్స్ ఉన్నాయి ఈ ట్వంటీ సిక్స్ లెటర్స్ని మనము చిన్నప్పటి నుంచి మనం ఈ అక్షరాలను మనం నేర్చుకుంటూనే ఉన్నాము నేర్చుకున్నాం ప్రతి ఒక్కరికి A one B two Z twenty six ఈ విధంగా అందరికీ తెలుసు బట్ మిడిల్లో అడిగామనుకోండి ఏ వన్ అని చెప్తున్నప్పుడు బి టూ అని చెప్తున్నప్పుడు ఎల్ ఎంత అంటే చాలామంది పిల్లలు చెప్పరు మీరు ఎవరైనా టెస్ట్ చేసి చూడండి అంటే ఇట్ మీన్స్ ఈ అన్నీ కూడా మనం నేర్చుకోవాలి ఇది ఖచ్చితంగా ఈ ఆల్ఫాబెట్స్ పైన ఎంత గ్రిప్ ఉంటే మనం రీజనింగ్ ఎబిలిటీలో alphabets series analogy classification coding decoding ఇలాంటి వాటిల్లో మంచి స్కోర్ అనేది మనం సాధించవచ్చు ఓకే నా starting, this is forward order. Forward order ఈ ఫార్వర్డ్ ఆర్డర్లో అంటే ఏని వన్గా బీని టూగా జడ్ని ట్వంటీ సిక్స్గా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాము దీన్ని రెండు భాగాలుగా డివైడ్ చేయండి A B C F G H I J K L M twenty six లెటర్స్ని మనం రెండు భాగాలుగా చేసుకుంటే ఇది ఫస్ట్ పార్ట్ అవుతుంది first part of the alphabet M వరకు ఒక పార్ట్ సెకండ్ పార్ట్ ఎన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం మనం N O P Q R S T U V W x, y, z. In this alphabets, this is the first part of the alphabet. This is second part of the alphabet first పార్ట్లో మనకు ఎన్ని లెటర్స్ ఉన్నాయి థర్టీన్ లెటర్స్ సెకండ్ పార్ట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి thirteen letters so total twenty six letters ఈ లెటర్స్ని మనం ఏ విధంగా గుర్తుంచుకోవాలో చూద్దాం ఓకే ఫస్ట్ మనకు జనరల్గా ఎవరికైనా తెలుసు ఏ వన్ ఏ వన్గా తీసుకుంటాము B two C three D four E five maximum మనము వీటిని గుర్తుంచుకోవచ్చు ఈ వరకు ఫైవ్ వరకు మనం గుర్తుంచుకోవచ్చు జస్ట్ ఇంకో స్టెప్ తీసుకుంటే దీన్ని సిక్స్త్ లాగా ఎఫ్ సిక్స్ మూవీస్ నేమ్ ఉంది movie seven by G Brindavan colony G అనేదాన్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలి జీ అనేదాన్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలి మూవీ నేమ్తో మనకు చాలా వరకు ఈ ఇంత వరల్డ్లో ఈ ప్రపంచంలో ప్రతిదాని నుంచి మనం మనకు ఉపయోగపడే విధంగా ప్రతిదాని నుంచి మనం దేన్నైనా నేర్చుకోవచ్చు నేను మూవీ నుంచి ఒక ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నాను seven by G Brindavan colony అని నేను చెప్తున్నాను సో సెవెన్ అంటే జీ అని జీ అంటే సెవెన్ అని గుర్తుంచుకోండి చాలా సింపుల్ సింపుల్ చాలా చాలా simple okay next digital clock మనం బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లో చూస్తాం క్లాక్లు ఏ విధంగా ఉంటాయి ఈ విధంగా డాట్స్తో ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అని పడాలనుకోండి ఈ విధంగా డాట్స్తో ఉంటుంది అది ఈ విధంగా ఉంటుంది హైదరాబాదు ట్రైన్ కానీ బస్ కానీ ఎయిట్ ఓ క్లాక్ ఉందని చెప్పాలనుకోండి ఎయిట్ ఓ క్లాక్ మనం చెప్పాలంటే అక్కడ డిజిటల్ బోర్డులో ఏ విధంగా పడుతుంది మనకు డిజిటల్ క్లాక్లో పైన ఒక డాటు కింద ఒక డాట్ ఈ విధంగా యాడ్ అయిపోతుంది అంటే ఈ హెచ్కి పైన ఒక లైన్ కింద ఒక లైన్ యాడ్ చేసామనుకోండి ఏమైపోతుంది అది ఎయిట్ అవుతుంది సో హెచ్ అంటే ఎంత ఎయిట్ మీరు గమనించండి ఇక్కడ నేను ఈ ట్వంటీ సిక్స్ లెటర్స్ని క్యాపిటల్ లెటర్లో రాసి ఈ ఐని మాత్రమే స్మాల్ లెటర్లో రాశాను రీజనింగ్లో కావాల్సింది ఏంటంటే observation is the very important మీరు నేను రాస్తున్నప్పుడు ఇక్కడ స్మాల్ ఐ రాశాను అని చెప్పేసి ఎంతమందికి స్ట్రైక్ అయిందో ఒకసారి రివైండ్ చేసుకోండి ఇక్కడ ఐ అనేది స్మాల్ ఎందుకు రాశాను అంటే నేను హెచ్ ఎయిట్కు ఈ విధంగా మనం డిజైన్ చేయడం జరిగింది మనకి కాన్సెప్ట్ ఏంటి అంటే ఓవరాల్గా మనం గుర్తుంచుకోవడం గుర్తుంచుకోవడానికి అది ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకోవడానికి తక్కువ టైంలో ఎక్కువగా గుర్తుంచుకోవడానికి మనం చిన్న చిన్న లాజిక్స్ని ఇక్కడ ఉపయోగిస్తున్నాము ఇక్కడ ఐఎన్ ఉంది ఇది స్ట్రేట్ లైన్ పైన ఒక సర్కిల్ ఉంది స్ట్రేట్ లైన్ పైన ఒక సర్కిల్ ఉంది ఆ సర్కిల్ని తీసుకొచ్చి లెఫ్ట్ సైడ్లో జాయింట్ చేయండి ఏమైంది అది నైన్ సో ఐ అంటే ఎంత నైన్ సింపుల్గా గుర్తుంచుకోవచ్చు నెక్స్ట్ జే మనకు మల్టిపుల్స్ ఆఫ్ ఫైవ్తో గుర్తుంచుకోవచ్చు టేబుల్స్తో కూడా మనము ఆల్ఫాబెట్స్ని గుర్తుంచుకోవచ్చు మల్టిపుల్స్ ఆఫ్ ఫైవ్ అన్నాను ఫైవ్ టేబుల్స్ ప్రకారం చూస్తే five ones are five five twos are ten five threes are fifteen five fours are twenty five fives are twenty five ఇక్కడ వరకు చాలు మనకు okay twenty five okay five అంటే అంటే అప్ టు ట్వంటీ ఫైవ్ వరకు మనకు సరిపోతుంది ఓకే ట్వంటీ ఫైవ్ వరకు మనకు సరిపోతుంది ఫైవ్ అంటే ఈ e. ఇక్కడ నేను రాశాను ఈ five J ten O fifteen twenty అంటే టీ మనం జనరల్గా గుర్తుంచుకోవచ్చు వీటిని ఎంత సింపుల్గా గుర్తుంచుకోవచ్చు అంటే క్రికెట్ గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు క్రికెట్ గురించి చాలామందికి తెలుసు టీ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఉంటుంది ట్వంటీ ట్వంటీ మనం పేపర్లో కూడా చూస్తుంటాం చాలా వరకు ఈ విధంగా ఇస్తాడు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ అన్నప్పుడు టీ ట్వంటీ అని ఈ విధంగా ఇస్తారు మనకి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లాగా ఓకే సో టీ ట్వంటీ అని గుర్తుంచుకోవచ్చు T twenty so J ten multiples of five E J O T Y E J O T Y E J O T Y E J O T Y E five J ten fifteen T twenty Y twenty five Y నా సౌండ్ని అబ్జర్వ్ చేయండి వై పైనున్న టీత్ అనేది కిందన లిప్పులు నాకు చూడండి Y twenty five Y twenty five so Y twenty five Y twenty five మళ్ళీ అబ్జర్వ్ చేయండి ఎల్ ట్వెల్వ్ టంగ్ పైకి వెళ్తుంది ఎల్ అన్నప్పుడు టంగ్ అనేది పైకి వెళ్తుంది L twelve L twelve so L twelve Y twenty five Y twenty five Y twenty five so first పార్ట్లో ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ ఎన్ని తీసుకున్నామని చెప్పాను నేను థర్టీన్ సో ఫస్ట్ పార్ట్లో end letter M thirteen M thirteen first part అనేది మనకు అయిపోయింది కే ఉంది అది అలాగే ఉంచండి second part starting letter second part starting letter N fourteen so first part ఏతో స్టార్ట్ అవుతుంది వన్ సెకండ్ పార్ట్ ఎన్తో స్టార్ట్ అవుతుంది ఫోర్టీన్ మనం ఓని ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు అని చెప్పాము ఈజే ఓటీవైలో O fifteen O fifteen okay next twenty six letter మనకు తెలుసు Z twenty six Z twenty six next మనము ఆల్ఫాబెట్స్లో జనరల్గా ఈ యాపిల్ ఉందనుకోండి A P P L E apple A N T ant A తర్వాత పి వచ్చింది ఎన్ వచ్చింది ఎయిర్ ఏఐఆర్ ఏ తర్వాత ఏ లెటర్ అయినా వస్తుంది బి లెటర్ తర్వాత ఏ లెటర్ అయినా వస్తుంది కానీ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో టు ఇరవై ఆరు అక్షరాల్లో కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్న లెటర్ ఏది అంటే దట్ ఈజ్ ఏది చెప్పండి that is that is Q why because Q అనేది యూ లేకుండా మీనింగ్ఫుల్ వర్డ్ని ఇవ్వదు Q is very different quantity qualification quiz queen quick quite ఇట్లా దేన్ని తీసుకున్నాక కూడా క్యూ తర్వాత యు అనేది ఉంటుంది వన్ ట్వంటీ సిక్స్ లెటర్స్లో డిఫరెంట్ లెటర్ ఏదైనా ఉంది అంటే that is only one and only one that is Q మరి దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి టేబుల్స్లో జనరల్గా ఆల్ టేబుల్స్ ట్వంటీ వరకు మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు బట్ క్యూ సెవెంటీన్త్ టేబుల్ అనేది కొంచెం క్రిటికల్గా ఉంటుంది అని అనుకోండి so Q is seventeen so Q is seventeen okay ఇక్కడ సెకండ్ పార్ట్లో స్టార్టింగ్ లెటర్ అని చెప్పాము second part starting letter is fourteen multiples of ఫైవ్లో గుర్తుంచుకోమని చెప్పాము O fifteen E J O T Y E J O T Y O fifteen P కొసేపు పక్క పెట్టేయండి ఆర్ ఇక్కడ మనం మూవీ నేమ్ యూజ్ చేసుకున్నాం seven by G Brindavan colony అని హెచ్ని డిజిటల్ క్లాక్ అని చెప్పేసి చెప్పుకున్నాము ఐకి స్ట్రేట్ లైన్ పైన ఒక సర్కిల్ ఉంది ఆ సర్కిల్ మనం ఇక్కడ జాయిన్ చేస్తే నైన్ అవుతుందని చెప్పాము సో అదేవిధంగా హిందీ లాంగ్వేజ్ని యూజ్ చేసుకోండి హిందీ లాంగ్వేజ్తో అట్రా అట్రా అంటే ఎంత ఎయిటీన్ అట్రా ఆర్ అట్రా ఆర్ సో అట్రా ఎయిటీన్ ఆర్ ఓకే ఉన్నీస్ ఉన్నీస్ ఎస్ ఉన్నీస్ ఎస్ నైన్టీన్ చాలా సింపుల్గా ఉంది కదా చాలా సింపుల్ గుర్తుంచుకోవడం ఈ ట్వంటీ సిక్స్ లెటర్స్ గుర్తుంచుకుంటే మీకు చాలా సబ్జెక్ట్ అనేది కంటిన్యూస్గా క్లాసెస్ వినండి చాలా ఈజీగా మీరు సబ్జెక్ట్ అనేది తక్కువ టైంలో నేర్చుకుంటారు friends okay T twenty cricket అని చెప్పాము టీ ట్వంటీ ఓకే నేను బయటకు వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ కలిశారు కలిసిన తర్వాత అతను ఏమన్నాడు సార్ మనం కొంచెం హోటల్కి వెళ్దాం పదండి అన్నారు సరే అని చెప్పేసి టీ తాగుదామని చెప్పేసి నేను కూడా అతనితో వెళ్ళడం జరిగింది అప్పుడు సర్వర్ వచ్చాడు అక్కడ వచ్చి వాట్ యు వాంట్ సర్ అన్నాడు ఏమన్నాడు అతను వాట్ యు వాంట్ సర్ అన్నాడు నేనేమన్నాను I want just before you అన్నాను వాట్ యు వాంట్ సర్ అంటే నేనేమన్నాను ఐ జస్ట్ బిఫోర్ యూ అన్నాను నాకు టీ ఇచ్చాడు మా ఫ్రెండ్ అడిగాడు వెంటనే అరే మనం ఆర్డర్ ఇవ్వలేదు కదా టీని ఎలా ఇచ్చాడు అని సింపుల్ నేనేమన్నాను అతనికి సర్వర్ వచ్చినాక ఏమన్నాడు అక్కడ వాట్ యు వాంట్ సర్ అన్నాడు నేనేమన్నాను I want just before you అన్నాను అంటే యూకు ముందే ముందు ఉండేది తీసుకురమ్మని చెప్పాను యూకు ముందు ఏముంటుంది టీ ఉంటుంది సో నాకు టీ ఇచ్చాడు టీ ట్వంటీ అయినప్పుడు twenty plus one twenty one twenty plus one twenty one next మనం ఎప్పుడైనా ఒక ఫీల్డ్లో మనం సక్సెస్ అయినప్పుడు మనం ఏం సంకేతం చూపిస్తాం ఏదైనా సాధించగానే ఈ సింబల్ చూపిస్తాం ఇది విజయానికి సంకేతం V two two twenty two V two two twenty two so victory విజయానికి సంకేతం కాబట్టి two two twenty two okay Z ఎంత చెప్పాము ట్వంటీ సిక్స్ అన్నాం కాబట్టి ఇది ట్వంటీ సిక్స్ ఇది థర్టీన్ ఎల్ ట్వెల్వ్ అని చెప్పాము already okay L twelve so ఇక్కడ మనకు రిమైనింగ్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకు మిగిలిపోయినవి W X P and K మిగిలిపోయాయి ఇక్కడ పి ఫేవరెట్ హీరో ఎవరన్నా ఉన్నారా మీకు జస్ట్ నేనేమంటాను ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అని అంటాను నేను అతన్ని గుర్తుంచుకోవాలి కాబట్టి Pawan Kalyan my favourite hero అనుకుంటే నేను P sixteen P sixteen Kalyan eleven అని అంటే ఇంకా వేరే రూట్లో కూడా గుర్తుంచుకోవచ్చు మీకు వీలైనంత వరకు తక్కువ టైంలో గుర్తుంచుకునే విధంగా ప్లాన్ చేయాలి నేను బేసిక్స్గా కొన్ని చాలా పర్ఫెక్ట్గా నేర్పుతున్నాను రిమైనింగ్ మీకు ఎక్కడ అర్థం కాకపోతే కూడా వాటిని మీ వేలు గుర్తుంచుకోండి నేను చెప్పినవి కాకుండా వేరే పీ కానీ కే కానీ ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూఎక్స్ ఉంది నేను టోటల్ ట్వంటీ సిక్స్ లెటర్స్లో ట్వంటీ ఫోర్ లెటర్స్ నేను మీకు చెప్తున్నాను how many letters I'm completing how many letters twenty four letters in this twenty four letters నేను చెప్పకుండా వదిలేస్తున్నాను టూ లెటర్స్ని ఏ లెటర్స్ వదిలేస్తాను ఇప్పటి వరకు అంటే డబ్ల్యూఎక్స్ డబ్ల్యూ ఎంత ఇది ట్వంటీ టూ కాబట్టి ఇది ట్వంటీ త్రీ ఇది ట్వంటీ ఫోర్ సో డబ్ల్యూ ఎంత twenty three X twenty four నేను వీటిని మీకు చెప్పడం లేదు నేను మీకు ఇవి చెప్పడం లేదు W twenty three X twenty four అనేది నేను మీకు చెప్పడం లేదు మీరే గుర్తుంచుకోండి in your own way okay W twenty three Ravivarma sir చెప్పండి ఏంటి డబ్ల్యూ ట్వంటీ త్రీ అని చెప్పలేదు ఎక్స్ ట్వంటీ ఫోర్ అని చెప్పడం లేదు మీకే ఓను గుర్తుంచుకోమంటున్నాను ఏ లెటర్స్ని W twenty three X twenty four Y twenty five so ఓవరాల్గా ట్వంటీ సిక్స్ లెటర్స్లో రవివర్మ సార్ క్లాస్లో మీరు ఏం నేర్చుకున్నారు ట్వంటీ ఫోర్ లెటర్స్ని ఏ రెండు లెటర్ని మీకు చెప్పడం లేదు డబ్ల్యూ ట్వంటీ త్రీ అని ఎక్స్ ట్వంటీ ఫోర్ అని మీకు చెప్పడం లేదు ఓకే ఫ్రెండ్స్ సో ఇవి మీ ఓన గుర్తుంచుకోండి ఒక్కసారి మనం ఈ ఓవరాల్గా వీటిపైన ఒక ఫైవ్ మినిట్స్ కేటాయిస్తే మీకు ఇప్పుడు ఖచ్చితంగా గుర్తుంటుంది ఏ విధంగా చూడండి ఒకసారి రివైండ్ చేస్తాను చాలా జాగ్రత్తగా వినండి okay A one B two C three D four ఇవి చాలా సింపుల్గా గుర్తుంటాయి మనం మల్టిపుల్స్ ఆఫ్ ఫైవ్లో అని చెప్పాము మల్టిపుల్స్ ఆఫ్ ఫోర్లో కూడా గుర్తుంచుకోవచ్చు మనం మల్టిపుల్స్ ఆఫ్ ఫోర్లో four ones of four okay four ones of four four two జా ఎయిట్ ఫోర్ త్రీ జా ట్వెల్వ్ ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ ఫోర్ ఫైవ్ జా twenty 4 6 twenty four D okay H digital clock అని చెప్పాము twelve L twelve P sixteen P T twenty X twenty four ఈ విధంగా కూడా మనం గుర్తుంచుకోవచ్చు టేబుల్స్ వైజ్గా గుర్తుంచుకోవచ్చు గుర్తుంచుకోవడానికి నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి మనకు ఈజీ మెథడ్లో గుర్తుండడం కావాలి ఇప్పుడు ఈజీ మెథడ్లో గుర్తుండాలి అప్పుడే మనము ఇది ఎంత గుర్తుంటే మనకు ఎక్కడైనా ఒక లెటర్ని గుర్తు చేయగానే కే అనగానే లెవెన్ పి సిక్స్టీన్ ఇట్లా చిటికలు చిటికలు అయిపోతూ ఉండాలి ఓకే నా we're discussing about total this twenty six letters again I'm repeating this one A one B two C three D four E five మనం ఎలా చెప్పాము E J O T Y E J O T Y five ten fifteen twenty twenty five E five J ten O fifteen T twenty Y twenty five Y twenty five L twelve L twelve cricket అని చెప్పాము T twenty okay next F six movie name చెప్పాము seven by G Brindavan colony H digital clock అని చెప్పాము ఐ స్ట్రేట్ లైన్ పైన ఒక సర్కిల్ ఉంది దాన్ని లెఫ్ట్ సైడ్లో మనం యాడ్ చేసినట్టయితే అది నైన్ అవుతుంది జే మల్టిపుల్స్ ఆఫ్ ఫైవ్లో తీసుకున్నాము కేని Kalyan Pawan Kalyan P sixteen K eleven ఇక్కడ L twelve M thirteen so ఈ first part this is the first part of the alphabet ఇది ఇంగ్లీష్ అక్షరమాలలో మొదటి భాగం ఎం వరకు ఎక్కడ ఎండ్ అయింది M M is thirteen so second part of the alphabet ఎక్కడ స్టార్ట్ అవుతుంది N N is fourteen N fourteen O fifteen ఇది మల్టిపుల్స్ ఆఫ్ ఫైవ్లో గుర్తుంచుకోవాలి E J O T Y P Pawan Kalyan P sixteen K eleven Q English అక్షరాల్లో డిఫరెంట్గా ఉన్నదని చెప్పాను quality qualification queen quick quiet quiz ఇలా ఏ పదం తీసుకున్నా క్యూతో స్టార్ట్ అయ్యే వర్డ్ ఏది తీసుకున్నా కూడా క్యూతో నైంటీ నైన్ పర్సెంట్ యూ లేకుండా క్యూ అనేది మీనింగ్ఫుల్ వర్డ్ని ఇవ్వదు సో ఇరవై ఆరు అక్షరాల్లో డిఫరెంట్గా ఉన్నది ఏది అంటే Q that is seventeen Hindi language use చేసుకుంటున్నాం అట్రా ఆర్ ఉన్నీస్ ఎస్ నైన్టీన్ క్రికెట్ మ్యాచ్ని యూజ్ చేసుకుంటున్నాం T twenty so Z twenty six twenty సిక్స్లో ట్వంటీ ఫోర్ నేను చెప్పి W twenty three X twenty four మీ ఓన్గా గుర్తుంచుకొని చెప్పాను ఒక్క వన్ మినిట్ మీరు వీడియోని పాస్ చేసి రివైండ్ చేసుకోండి మీ క్వశ్చన్ మీరే ఆన్సర్ చెప్పుకోండి మీరే క్వశ్చన్ వేసుకోండి మీరే ఆన్సర్ చెప్పుకోండి L twelve P sixteen R eighteen T twenty ఇలా లేదు మీకు ఇంకా అనుకుంటే రైట్ ఆన్ యువర్ నేమ్ మీ నేమ్ రాసుకోండి My name is Ravi Verma. So I am writing here Ravi Verma R A V I V A R M A Ravi Verma. In this Ravi Verma R 18. Okay. A 1 V విజయానికి సంకేతం టూ టూ ట్వంటీ టూ అని చెప్పాను twenty two I straight line పైన ఒక సర్కిల్ యాడ్ చేసాం కాబట్టి లెఫ్ట్ సైడ్లో నైన్ ఇక్కడ మళ్ళీ వి వచ్చింది మనం ఆల్రెడీ ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకున్నాం మళ్ళీ ఒకసారి ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాం వి ట్వంటీ టూ ఎందుకు టూ టూ ట్వంటీ టూ విజయానికి సంకేతం A starting letter one R Hindi లాంగ్వేజ్తో గుర్తుంచుకున్నాము ఏమేమి గుర్తుంచుకున్నాము ఆర్ అట్రా ఉన్నీస్ ఎస్ అని సో అట్రా ఎం మొదటి భాగంలో last letter M is thirteen so A is one ఇలా మీరు దేన్నైనా ఈజీగా గుర్తుంచుకోవచ్చు మీ ఫాదర్ నేమ్ రాయండి మదర్ నేమ్ రాయండి యువర్ బెస్ట్ ఫ్రెండ్ నేమ్ రాయండి నేమ్ రాసి కింద నంబర్స్ ఇవ్వండి చాలా చాలా ఈజీగా గుర్తుంటుంది మీకు ఎంత ఈజీగా అంటే ఆడుతూ పాడుతూ నేర్చేసుకోవచ్చు జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కేటాయిస్తే ఈ లెటర్స్ అన్నీ మీకు ఈజీగా వచ్చేస్తాయి దిస్ ఈజ్ ఫార్వర్డ్ ఆర్డర్ ఈ ఫార్వర్డ్ ఆర్డర్ని మనం ఏం చేస్తాము రెండు భాగాలుగా డివైడ్ చేస్తాం టూ పార్ట్స్గా డివైడ్ చేస్తాం వై బికాజ్ ఆపోజిట్ లెటర్స్ని కూడా మనం నేర్చుకోవాలి ఇక్కడికి ఇది అయిపోలేదు ఇంకా ఆపోజిట్ వర్డ్స్ నేర్చుకోవాలి ఆపోజిట్ లెటర్స్ గుర్తుంచుకోవాలి ఎందుకంటే కోడింగ్ డికోడింగ్లో చాలా వరకు మనకు హెల్ప్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ఆల్ఫాబెట్స్ మీద series analogy classification and coding డికోడింగ్ల మీద క్వశ్చన్స్ లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ఉండవు ఓకే నా ఆపోజిట్ వర్డ్స్ ఏ విధంగా గుర్తుంచుకోవాలో మనం చూద్దాం ఇప్పుడు ఏకి ఆపోజిట్ లెటర్ ఏంటి ఫార్వర్డ్ ఆర్డర్లో ఏకి ఆపోజిట్ లెటర్ ఏంటి ఎన్ బికి ఆపోజిట్ లెటర్ ఓ సికి పి డికి క్యూ ఈకి ఆర్ ఎఫ్కి ఎస్ జీకి టి హెచ్కి యు ఐకి వి జేకి డబ్ల్యూ కేకి ఎక్స్ ఎల్కి వై ఎంకి జెడ్ సో దీనికి ఇది ఆపోజిట్ అన్నప్పుడు జెడ్కి ఆపోజిట్ ఏంటి M that is common S so మరి మనం ఏ విధంగా గుర్తుంచుకోవాలి నేను అడిగాను జీకి ఆపోజిట్ లెటర్ ఏంటి జీకి ఆపోజిట్ లెటర్ ఏంటి A N B O no not this ఇలా ఉంటే మనం అసలు ఇంకా సక్సెస్ కా సింపుల్ సింపుల్ సింపుల్గా వెళ్ళిపోండి ఫస్ట్ పార్ట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి మనకి థర్టీన్ సెకండ్ పార్ట్లో ఎన్ని ఉన్నాయి థర్టీన్ నేను అడిగేటటువంటి లెటరు ఏ పార్ట్లో ఉందో మీకు తెలిస్తే చాలు నేను అడిగేటటువంటి లెటరు ఫస్ట్ పార్ట్లో ఉందా సెకండ్ పార్ట్లో ఉందా అది తెలిస్తే డెడ్ ఈజీ ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ నేను జీ అన్నాను అనుకోండి జీ లేదా టీ అన్నాను టీ అన్నాగానే మీకు that is more than the thirteen so T అనేది సెకండ్ పార్ట్లో ఉంది పదమూడు కంటే ఎక్కువ అడిగారనుకోండి పదమూడు కంటే ఎక్కువ అయితే ఏం చేయాలి పదమూడు కంటే తక్కువైతే ఏం చేయాలి అనేది కాన్సెప్ట్గా తీసుకుంటున్నాను ఇక్కడ టీ ఉంది T twenty so that is second part of the alphabet G is the first part of the alphabet F first part of the alphabet second part of the S is second part of the alphabet మరి వీటికి ఆపోజిట్ లెటర్ మనము ఏ విధంగా గుర్తుంచుకోవాలి చాలా సింపుల్ టెక్నిక్ చెప్తాను ఈజీగా అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లెటర్ని చూజ్ చేసుకుంటున్నాను ఎల్ ఎల్కి ఆపోజిట్ లెటర్ ఏంటి ఎల్కి ఆపోజిట్ లెటర్ ఏంటి ఫార్వర్డ్ ఆర్డర్లో ఏమొస్తుంది ఫార్వర్డ్ ఆర్డర్లో ఓకే ఎల్ అనేది ట్వెల్వ్ అది పదమూడు కంటే తక్కువ థర్టీన్ ఆర్ థర్టీన్ కంటే తక్కువ అప్పుడు ఏం కావాలి మనకి ఈ పార్ట్ నుంచి మనకు అడిగినటువంటి ఎల్ అనేది ఫస్ట్ పార్ట్ కాబట్టి ఫస్ట్ పార్ట్ నుంచి మనకు లెటర్ అడిగినప్పుడు ఏం చేయాలి మనము దీనికి ప్లస్ థర్టీన్ యాడ్ చేయండి సింపుల్ చాలా సింపుల్ సెకండ్ పార్ట్ నుంచి లెటర్ అడిగినప్పుడు దానికి ఆ లెటర్ నుంచి మైనస్ థర్టీన్ చేయండి ఈ లాజిక్ని మిస్ కాకండి చాలా సింపుల్గా ఉంటుంది ఈ లాజిక్ మిస్ అయినామంటే ఇంకా మొత్తం పోయినట్టే ఓకే ఎల్ ఉంది ఎల్ ఈజ్ ట్వెల్వ్ అని మనం నేర్చుకున్నాము ఎల్ టువెల్ దానికి థర్టీన్ యాడ్ చేయండి ట్వెల్వ్కి ప్లస్ థర్టీన్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది twenty five okay twenty five వస్తుంది అదేవిధంగా వై ఉంది వైకి so L twelve plus thirteen చేస్తే twenty five that is Y Y అడిగాను అనుకోండి వై ట్వంటీ ఫైవ్ ఇది మోర్ దెన్ ద థర్టీన్ కాబట్టి ట్వంటీ ఫైవ్లో నుంచి వై ట్వంటీ ఫైవ్ దానిలో నుంచి మైనస్ థర్టీన్ చేయండి ఈ మైనస్ థర్టీన్ చేస్తే ఎంత ట్వెల్వ్ సో ఎల్ వచ్చేసిందా సేమ్ అన్ని లెటర్స్కి ఇంతే చిన్న ఇది చిన్న లాజిక్ ఈ లాజిక్ని క్యాచ్ చేస్తే చాలు మీరు ఫార్వర్డ్ ఆర్డర్లో రిఫర్స్ ఆర్డర్లో కూడా చెప్తాను చాలా సింపుల్గా చెప్పేస్తాను ఇంకా ఓకే ఇప్పుడు డి ఉంది D is four that is first part of the alphabet D అనేది ఫస్ట్ పార్ట్లో ఉంది కాబట్టి ప్లస్ థర్టీన్ చేయండి ప్లస్ థర్టీన్ చేస్తే ఎంత వస్తుంది seventeen so seventeen is Q okay next S అని చెప్పాము ఎస్ ఎస్కి ఆపోజిట్ లెటర్ ఏంటి S is nineteen more than the thirteen కాబట్టి మైనస్ థర్టీన్ చేయండి అక్కడ నైన్టీన్లో నుంచి థర్టీన్ తీసేస్తే ఎంత సిక్స్ సిక్స్ అంటే ఎఫ్ జీ అడిగి అనుకోండి జీకి ఆపోజిట్ ఏంటి లేదా ఐకి ఆపోజిట్ ఏంటి ఐ ఈజ్ నైన్ నైన్కి ప్లస్ థర్టీన్ చేయండి ప్లస్ థర్టీన్ చేస్తే ఎంత వస్తుంది V twenty two twenty two అవుతుంది సో ఫస్ట్ పార్ట్లో నుంచి క్వశ్చన్ అడిగినప్పుడు సెకండ్ పార్ట్కి కావాలనుకుంటే ప్లస్ థర్టీన్ చేయండి సెకండ్ పార్ట్ అడిగి ఫస్ట్ సెకండ్ పార్ట్లో నుంచి అడిగి సెకండ్ పార్ట్ అడిగితే ఫస్ట్ పార్ట్కి మైనస్ థర్టీన్ చేయండి ఆన్సర్ వచ్చేస్తుంది this is forward order next next one reverse ఆర్డర్లో చూద్దాం రివర్స్ ఆర్డర్ అంటే ఏ విధంగా ఉంటుంది రివర్స్ ఆర్డర్ మరి రివర్స్ ఆర్డర్ అంటే ఏంటి దానికి ఏ విధంగా మనం చూసుకోవాలి ఓకే నా this is reverse order reverse order అంటే నేను ఇక్కడ ఏం చేశాను రివర్స్ ఆర్డర్ అని రాసేసి ఏకి వన్నే ఇచ్చాను వాట్ ఎవర్ ఇచ్ ఇక్కడ రాశాను క్లియర్గా ఏకి ట్వంటీ సిక్స్ చేశాను అంటే ఎగ్జాంపుల్ ఏకి వన్ అని కాకుండా ట్వంటీ సిక్స్ ఇవ్వడం జడ్డు ట్వంటీ సిక్స్ కాకుండా వన్ అని ఇవ్వడం ఇది రివర్స్ ఆర్డర్ ఇది ఫార్వర్డ్ ఆర్డర్ ఒకటి రివర్స్ ఆర్డర్ ఒకటి forward order okay in this reverse ఆర్డర్లో మనము లెటర్స్ ఏం చేస్తున్నాం మనము రివర్స్ చేస్తున్నాం అంతే రివర్స్ చేస్తున్నాము ఇక్కడ ఏ వన్ బీ టూ మనకి ఇక్కడ వీటి పరంగా మనకు ఒక ఐడియా వచ్చేసింది మనకు ఒక గ్రిప్ వచ్చేసింది ఆల్రెడీ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ఏ లెటర్ని ఎలా గుర్తుంచుకోవాలో మనకు ఒక ఐడియా వచ్చింది మరి రివర్స్ ఆర్డర్లో ఏ విధంగా చేయాలి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ రివర్స్ ఆర్డర్లో మనకు ఎఫ్కి ఆపోజిట్ లెటర్ ఏంటి జనరల్గా మీరు నేర్చుకున్న బయట ఏ విధంగా నేర్పుతారు అంటే ఈజ్ కంప్లీట్గా డిఫరెంట్ వే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో నేర్పుతారు కానీ జనరల్గా మీరు నంబర్ ఆఫ్ క్లాసెస్ ఎక్కడైనా విని ఉంటే అక్కడ మీరు ఎలా నేర్చుకుని ఉంటారు ఎలా చెప్పి ఉంటారు అంటే ఏకి ఆపోజిట్ జెడ్ అని గుర్తుంచుకోవాలి ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ అని ఎంకి ఎన్ రెండు ఒకే దగ్గర ఉండే లెటర్స్ కాబట్టి ఎమ్ ఎన్ అని గుర్తుంచుకోవాలని బిఓవై బాయ్ సిఎక్స్ క్రక్స్ అని okay D W something okay next love L O V E అని for you F U for you అని gate G A T gate railway gate అని లేకపోతే G T R I R I railway some ఇలాంటివి I school playing cards J Q playing cards P K Pawan Kalyan అని ఈ విధంగా మనం గుర్తుంచుకోవడం కంటే సింపుల్ వేలే గుర్తుంచుకోవచ్చు ఇవన్నీ ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్కటిగా గుర్తుంచుకోవాలంటే మనం చెప్పినంత ఈజీగా మీ మైండ్లో ఉండదు అలా కాకుండా మనం ఫార్వర్డ్ ఆర్డర్ని ఏ విధంగా గుర్తుంచుకున్నామో ఆ లాజిక్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది ఏకి ఆపోజిట్ ఏంటి అంటే జెడ్ జీకి ఆపోజిట్ ఏంటి అంటే టీ కే ఎల్కి ఆపోజిట్ ఏంటంటే ఓ ఎలా చెప్తున్నాను నేను ఎల్ ఎంత ట్వెల్వ్ నాకు టోటల్గా ఈ అబ్జర్వేషన్ ఏం తెలుస్తుందంటే అన్ని థర్టీన్ ప్లస్ ఫోర్టీన్ ఎంత అండి twenty seven one plus twenty six ఎంత ట్వంటీ సెవెన్ మీరు ఏ లెటర్స్ యొక్క నంబర్నైనా యాడ్ చేయండి two plus twenty five twenty seven three plus twenty four twenty seven four plus twenty three twenty seven five plus twenty two twenty seven six plus twenty one twenty seven seven plus twenty twenty seven eight plus nineteen twenty seven nine plus eighteen twenty seven ten plus seventeen twenty seven eleven plus sixteen twenty seven twelve plus fifteen twenty seven thirteen plus fourteen twenty seven మరి మనం పైన లెటర్ని కింద లెటర్ని ట్వంటీ సెవెన్ వస్తున్నప్పుడు ట్వంటీ సెవెన్లో నుంచి మైనస్ చేసి సరిపోతుంది కదా ఈ మొత్తాన్ని ఓవరాల్గా ట్వంటీ సెవెన్లో నుంచి మైనస్ చేస్తే మీరు ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది ఎఫ్ ఉంది ఎఫ్ ఈజ్ సిక్స్ ట్వంటీ సెవెన్లో నుంచి సిక్స్ని తీసేయండి ట్వంటీ వన్ ఆల్ఫాబెట్స్లో ట్వంటీ వన్ అంటే ఎంత యు వి వి ఉంది ట్వంటీ సెవెన్లో నుంచి వి ట్వంటీ టూని తీసేయండి మైనస్ చేయండి remaining value five so that is ఈ ఎన్కి ఆపోజిట్ లెటర్ ఏంటి రివర్స్ ఆర్డర్లో what is the opposite letter in reverse order for N N is fourteen reverse order అన్నాను కాబట్టి ట్వంటీ సెవెన్లో నుంచి ఫోర్టీన్ తీసేస్తే థర్టీన్ థర్టీన్ అంటే ఏంటి ఎం ఓకే హెచ్ ఉంది ట్వంటీ సెవెన్లో నుంచి ఎయిట్ తీసేయండి సో నైన్టీన్ నైన్టీన్ అంటే ఏంటి ఎస్ ఈ లెటర్ని ఏదైనా తీసుకోండి సింపుల్ లాజిక్ ట్వంటీ సెవెన్లో తీసేస్తే క్లోజ్ జనరల్గా మీరు ఏదైనా బుక్లో కానివ్వండి ఎక్కడైనా టీచ్ చేసినప్పుడు ఈ ఆర్డర్లో రాసినా మీరు అబ్జర్వ్ చేయొచ్చు దీన్ని ఓవరాల్గా twenty six plus one twenty seven twenty five plus two twenty seven twenty four plus three twenty seven ఇక్కడే మనకు లాజిక్ అనేది ఉంది ఇంత చిన్న లాజిక్ ఉన్నప్పుడు మనకు బాయ్ అని గేట్ అని హై స్కూల్ అని ప్లేయింగ్ కార్డ్స్ అని లవ్ అని ఎమ్ ఎన్ అని ఇవి అవసరం లేదు ఎస్ సార్ ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఓకే ఈ విధంగా మీరు లెటర్స్ మీద మంచి గ్రిప్ వస్తే చాలా తక్కువ టైంలో మీరు ఆల్ఫాబెట్స్ మీద చాలా గ్రిప్ ఉంటుంది one more I'm revision in my class ఒక్కసారి ఆల్ఫాబెట్స్ కాబట్టి మీకు ఇది స్టార్టింగ్ క్లాస్ మున్ముందు ఇంకా గుర్తుండాలి ఎప్పటికీ మర్చిపోదు అనుకుంటే నేను ఒక్కసారి ఒక టూ మినిట్స్లో రివైండ్ చేస్తాను A one B two C three D four E five F six seven by G Brindavan colony అని గుర్తుంచుకోమని చెప్పాను సి జీ అంటే సెవెన్ హెచ్ డిజిటల్ క్లాక్ పరంగా చెప్పాను డిజిటల్ క్లాక్ అని హెచ్ ఎయిట్ అన్నాను ఐని నైన్గా గుర్తుంచుకోవాలి ఏ విధంగా గుర్తుంచుకోవాలి అంటే ఒక స్ట్రేట్ లైన్ పైన ఒక సర్కిల్ ఉంటుంది దాన్ని లెఫ్ట్ సైడ్లో మనం జాయిన్ చేస్తే అది నైన్ అవుతుంది జే మల్టిపుల్స్ ఆఫ్ ఫైవ్లో గుర్తుంచుకోమని చెప్పాను EJ OTY J ten okay K Kalyan eleven అని చెప్పాము ఎల్ ట్వెల్వ్ ఎల్ ట్వెల్వ్ అని చెప్పాను first part M thirteen first part అనేది అక్కడికి ఎండ్ అవుతుంది first part last letter is M thirteen second part starting letter N fourteen N fourteen O fifteen multiples of ఫైవ్లో గుర్తుంచుకోమని చెప్పాను ఈజే ఓటీవైలో O fifteen next P Pavan Kalyan P sixteen K eleven okay Q English అక్షరాలు డిఫరెంట్గా ఉండే లెటర్ ఏంటి Q that is seventeen R Hindi language use చేసుకుంటున్నాము ఆర్ అట్రా ఉన్నీస్ S nineteen okay T twenty cricket match గురించి చెప్తున్నాం అక్కడ ఓకే నెక్స్ట్ యూ ఒక హోటల్ గురించి డిస్కస్ చేశాను మా ఫ్రెండ్తో నేను హోటల్కి వెళ్ళాలని చెప్పాను I want just before U అంటే యూకు ముందు ఉండేది టీ ఇచ్చాడు కాబట్టి టీ తర్వాత వచ్చేది యూ ఓకే టీ తర్వాత వచ్చేది యూ అదేవిధంగా వి విజయానికి సంకేతం two to twenty two W X అనేది మీ ఓన్ గుర్తుంచుకోమని చెప్పాను డబ్ల్యూ ట్వంటీ త్రీ అన్నాను ఎక్స్ ట్వంటీ ఫోర్ అన్నాను ఈ రెండు లెటర్స్ని కూడా ఇన్ యువర్ ఓన్ వేలో మీరు గుర్తుపెట్టుకోండి Y twenty five L twelve Z twenty six thank you friends